హాయ్ గురు పక్కన చేయదురా సారీ గురూజీ ఎవరు గురూజీ ఓకేరా సరే కానీ ఇంతకీ మూవీ దగ్గరకు వచ్చింది మూవీ ఎడింగ్ వరకు వచ్చింది సూపరు hmm. ఫస్ట్ కాపీ నాకు చూపించాక రిలీజ్ చేస్తా అన్నారు రెండో ఇంక పిల్లలేదు పిల్లలేదు మళ్ళీ చెప్పాను మీకు చెప్పని ఫస్ట్ కాపీ చూసారా ఎప్పుడో అంటే అంటే పిలిచారు సిగ్నల్ లేకుండా నాకు సిగ్నల్ లేకుండా ఓకే ఓకే ఓకే బాగా వచ్చిందంట యా మొత్తం అయిపోయింది వర్క్ కాన్ఫిడెన్స్ ఉందిలే నాకు డైరెక్టర్ మీద ఇట్స్ టీమ్ వర్క్ బాగా జరిగిందండి నాకు చూపించక్కర్లేదని చెప్పా ఎందుకు ఇట్స్ ఓకే నాకు I have the faith in faith faith ఉంది కానీ సినిమా అంతే అయిపోయింది డబ్బింగ్ రికార్డింగ్ మిక్సింగ్ అంత అయిపోయింది చూసాను సినిమా సినిమా చాలా బాగుంది డెఫినెట్లీ బాగుంటుంది ఇప్పుడు నేను ఉన్నంటే సాధారణంగా మాక్సిమం నా షోల్డర్ మీదే ఆబ్వియస్ ఆబ్వియస్ అండి మొత్తం మీరే హీరో అసలు అసలు మీ డేట్స్ కొన్ని లేకుంటే నేను చేస్తా సాంగ్స్ ఫైట్స్ అంతే నేనే వద్దాను అంటే స్ట్రెయిన్ ఎందుకని అండ్ ఇంకోటి కొరియోగ్రాఫర్స్ కూడా నాకు లాంటి ఇష్ట ఇచ్చారు నాకు కావాల్సిన కొరియోగ్రాఫర్స్ లేకుండే సో అందుకని నేను క్యారీ అని చెప్పాను మీ రేంజ్ కాకపోయినా నేను ఏదో నా లెవెల్లో కొంచెం ట్రై చేస్తా మీ బాగానే చేస్తావు నువ్వు డాన్స్ ఈ మధ్య కొంచెం మూమెంట్స్ కూడా బాగానే సాంగ్ రారెట్ సాంగ్ మొత్తం నేనే అనుకో యాక్చువల్లీ మీరు అవును మధ్యలో రెండు మూడు సార్లు చెప్పి అండ్ కలర్ ప్యాటర్న్ బాగుందని మీ పోస్టర్లో ఏమని చెప్పారు అందుకే అక్కడ అంతా వేసారు అదే అదే అండి కరెక్ట్ ఎందుకు ఎక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుదా స్టార్ట్ అంటే మరి అవును అవును చేరు హీరోయిన్ కోసం పెట్టింది కదండి తెలియదు మరి ఇది ఇదండి అసలు యాటిట్యూడ్ ఈగో అంటే గురు గురు ఈగో కా బాప్ నిజంగా మీరు బై భర్త భర్త ఇంకేం విషయాలు చెప్పాలి మరి సినిమాలో మీ సీన్స్ చాలా చాలా బాగున్నాయండి చూసాను నేను <laughs> అసలు అదిరిపోయి అసలు చెప్పు <laughs> ఎలా వచ్చాయండి ఆమె హీరోయిన్ పేరేంటి కొరియన్ సినిమా హీరోయిన్ ఎలా ఉంటుంది ఆమె పేరేంటి <laughs> హీరోయిన్ పేరు ఉంది కొరియన్ అది కృతి శెట్టి కృతి శెట్టి ఏంటి మాటి మాటికి ప్రతి దాంట్లో ఇలా ఇలాంటి ఉంటుంది ఏంటో ఇన్స్టాగ్రామ్ లో అది ఏంటో తెలియదు ఈ చిటికలాగా ఉంటుందో ఇవి హార్ట్స్ అన్న సింబల్ సింబాలిక్ గా హార్ట్స్ అన్న హార్ట్స్ అన్న మరి ముందు ఇది అన్నారు వారు ఇది మార్చారా టూడీలాగా వచ్చారా ఇది ఇస్ లిటిల్ ఆర్ట్స్ ఏంటో ఏంటి ఇంకా కూరలో ఉందండి ఇప్పటిదాకా రాలేదు ఏం మరి ఎక్కడ ఉంది మరి కృతి ఎక్కడ ఉందో హే హాయ్ వచ్చింది ఏంటి మీరిద్దరే చేస్తారు రెండు రెండు అంటే ఎందుకట్లా ఈ మధ్య మీరు టైంకి రాలేరా నేనా నేను ఉన్నాను తెలిసి కూడా ఇప్పుడు ఆయన ఉన్నా అంటే ఓకే మీ ఇద్దరు మీ ఇద్దరు ఓకే ఓకే ఓకే నేను ఉన్నాను తెలిసి కూడా టైంకి రాలేరా వి హావ్ వర్క్ టుగెదర్ కూడా కదా <laughs> ఓకే ఓకే యాంకర్ లేదా యాంకర్ యాంకర్ ఏమో లేదు మరి కాదండి ఒక పని చేయండి ఒక ఇస్తరాకు లేచి ఓ పన్నెండు ఫుడ్ ఫుడ్ పెడితే తినేసి పోదాం మరి ఈ మాత్రం ఇక్కడ దాకా పిలవడం మళ్ళీ నువ్వేమో మాట్లాడి గిలా hi hi hello hi hi hi నీ జీవితం అంతా ఇంతేనా ఓ టైం లేదు పాడలేదు ఇది సినిమా కాదు ఇక్కడ నేను నాకు ఇగో ఉంది okay okay beautiful so interview question పంపుతా అని నిన్న పంపలేదేంటి అసలు పంపాలి ఏంటి షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ అయిపోయింది ఎడిటింగ్ అన్నీ అయిపోయాయి నీ క్యారెక్టర్స్ బయటకు వచ్చి ఇప్పుడు మామూలు మనిషిలా మాట్లాడు మీరు గురువు కాదు వెన్నెల కిషోర్ గారు కావాలి కమాన్ కొంచెం పెండింగ్ పేమెంట్ ఉంది <laughs> ఒకటి సార్ ఇచ్చేస్తే ఆ క్యాటర్ బయటకు వచ్చేసి వేరే క్యాటర్కి వెళ్తా ఏంట్రా అలా చేస్తాం ఏంట్రా ఎప్పుడు ఇచ్చారు మేము కొంచెం పేమెంట్ ఉంది జిఎస్టీ కూడా ఇవ్వలేదు డబ్బింగ్ డబ్బింగ్ చెప్పేస్తే పేమెంట్ వచ్చేసేది మరి డబ్బింగ్ ఫస్ట్ డబ్బింగ్ చెప్పించారు తర్వాత యాక్టింగ్ చేయించారు <laughs> ఆల్ గుడ్ కిషోర్ అబ్బా అది నా డైలాగ్ నేను చెప్పాలి నిజంగా అంటే ఈ సినిమా డబుల్ దమ్మక నాకు వర్క్ చేయడం అండ్ ఆల్ ప్రమోషన్స్ నేనే హ్యాండిల్ చేయడం it's like wow and thank you అంటే అటు కూర్చోబెడతారేమో అని భయపడ్డాను నా సీట్ నాకు ఇచ్చారు thank you thank you so much ఈయన ఈ సీట్ లాక్కుండా ఉంటే చాలు ఇవాళ hmm? బా అక్కడ ఉంది కృతి మీరు పొరపాటున డైరెక్షన్ మార్చి ఇటేస్తున్నారు <laughs> <laughs> అదే కదా ఇలాగే సరదా సరదాగా షూటింగ్ అంతా జరిగిపోయింది ఐ ఎస్ బ్యూటిఫుల్ అండ్ ట్రైలర్ ధమాకా మొత్తం మామూలుగా లేదు అసలు అంటే ఫస్ట్ లుక్ నుంచి మాచం నియోజకవర్గం దమ్కి తీసుకోండి అండ్ నెక్స్ట్ ట్రైలర్ తీసుకోండి ఒక్కొక్క సాంగ్ లిరికల్స్ వీడియోస్ ప్రతి ఒక్కటి యూసా మన ట్రైలర్ రిలీజ్ రోజు రెస్పాన్స్ ఎలా ఉందో అసలు గుంటూరులో ఇట్ వాస్ మీరేంటి బుర్రూపుతున్నారు మీరు రాలేదు చూసానండి లైవ్ చూసాను నేను చాలా బిజీ తిన్నాను అసలు తెలుసా అండి ఇంటర్వ్యూ కూడా ఆయన ఉన్నారు కాబట్టి తెలుసు తెలుసు నిజమే నిజం అనుకోవడం కాదు నిజమే మా పనిలో మేమంటే కిషోర్ గారు వచ్చారు వచ్చేయండి వచ్చేయండి అంటే పాప నితిన్ గారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు మాకు మీ పని తప్ప ఇంకో పని ఇందాక మాకు ఇది వేసారు అన్నిసార్లు చెప్తామా ఏంటి ఒకసారి దొరుకుతాం ప్రతిసారి దొరుకుతాం so Kriti how Macherla Niyojakavargam so Kriti అంతేగా మరి మీరు ఏంటో ఇలా కామ్గా వెనక్కి లేనే రిలాక్స్ అవుతున్నారు సో అందుకని అనమాట so yes how Swathi came to you and how it happen in Macherla Niyojakavargam I think నేను ఒక స్క్రిప్ట్కి ఫాస్టెస్ట్ ఓకే చెప్పడం మాచర్ల నియోజకవర్గమే థ్యాంక్ యూ సో అంటే విన్న వెంటనే నాకు అంతా ఎంటర్టైన్ చేసింది script and Shekhar um, garu um, కూడా అంటే I feel like there's a lot of my personal style ఈ క్యారెక్టర్లో సో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ నాకు నాకు సూట్ అవుతాయి అని తెలిసి I think he told me he has been thinking about approaching me for a long time అంటే లాక్డౌన్ నుంచి యాక్చువల్గా అడిగారు so that was a new thing to me అంటే జనరల్గా హీరోస్ని అనుకుని రాస్తారు కదా script for the first time someone approach me with me in mind so అది it was very special okay Shekhar garu నిజంగా అలాగే రాశారా అండి అలా చెప్పారా లేదు తెలియదు <laughs> వాళ్ళ <laughs> నా ప్రకారం చెప్పినప్పుడు మొత్తం మీరు లేకపోతే సినిమా జరగదు అదే నేను అనుకున్నాను but he showed me a picture of me that he like like some pictures of from my Instagram from twenty twenty అంటే ఫోన్లో వస్తుంది కదా when you took that picture so అది చూపించారు that's when I believe it అందుకే ఆయన దగ్గర చాలా ఫొటోస్ ఉంటాయండి <laughs> అందరికి అలా ఇంప్రెస్ చేస్తారని ఈజీగా అంటే ఒక కన్విన్సర్ అండి యాక్చువల్లీ <laughs> అందరికీ కానీ ఎక్కడ దాక్కుంటున్నారు నితిన్ గారు ఆయన అసలు ఎక్కడ కనిపించట్లేదు మొత్తం ఉన్నాడు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది కదా మొత్తం మొత్తం ఆర్ఆర్ ఎడిటింగ్ ఎడిటింగ్ డబ్బింగ్ అన్ని అవుతుంది కదా సో దాంట్లో మిక్సింగ్ మిక్సింగ్ అసలు it is working non stop without sleep okay so అంటే నిజంగా గుంటూరు కూడా వస్తారు అనుకున్నాం బికాజ్ వాళ్ళ ఊరే కాబట్టి బట్ ట్రైలర్ లాంచ్ కూడా ఆ రోజు క్వాలిటీ ఇద్దామని పాపం కష్టపడుతున్నాం అన్నమాట మీరు ఉంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్టే అని చెప్తున్నారు అంటే నేను కూడా ఇంకా మళ్ళీ బె- ఇంకా బెస్ట్ ఇవ్వచ్చు నేను కూడా డబ్బింగ్ మళ్ళీ చెప్పాను అందుకే గుంటూరు రాలేకపోయాను నాతో కూడా రెండు మూడు ఎక్స్ప్రెషన్లు చెప్పించారు చాలా కష్టమైన ఎక్స్ప్రెషన్ అమ్మా నేను అసలు ఇవన్నీ మీరు సినిమాలో చూస్తారు రేపు and yes coming to Siddhu so ఇది ఏంటి అసలు గా అసలు ఈ లుక్ అంటే పిల్లోడు నితిన్ నుంచి ఒకసారి కమాన్ మ్యాన్లీ లో ఉన్నారు అసలు ఆ రోజు లో కూడా I told you looking so good with almost touch new look and first time నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఈ కి కొంచెం అవసరం కొంచెం కొంచెం ఈ రగ్గడ్నెస్ కావాలి సో అందుకే మూస్ట్ యాడ్ పెంచి చేశాను ఫస్ట్ టైం అండ్ కి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది సో ఐమ్ హ్యాపీ కలెక్టర్ గా కూడా ఫస్ట్ టైం అనుకుంటా first time first time yeah ఎలా అనిపించింది ఇట్ వాస్ స్పెషల్ అంటే ఇంత కమర్షియల్ ఫిల్మ్ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం నాకు సో ప్రతి scene was very exciting for me so second half అంతా ఒక లెవెల్లో ఉంటుంది సినిమా so I real enjoyed a lot first half మొత్తం కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం మధ్యలో కామెడీ hmm. మాది ఐ మీన్ మనందరూ కామెడీ మనందరూ కామెడీ అండ్ ఫస్ట్ హాఫ్ మటుకు ఈయన హీరో ఫస్ట్ హాఫ్కి ఇంటర్ నుంచి ఐ టేక్ ఛార్జ్ అండి నేను కూడా అలా అనుకున్నాను డబ్బింగ్ చెప్తే ఆయన హీరోనండి <laughs> అంటే పాపం క్రెడిట్ ఇవ్వడంలో నితిన్ గారు ఆల్వేస్ oh, ఆల్వేస్ బాగుంది అంటే అసలు ఆయన make everyone feel better and అంటే శేఖర్ గారు మీకు స్క్రిప్ట్ చెప్పగానే మీకు అసలు ఇంత కూడా అంటే he first time directing this film అంటే hmm. మీరు కూడా చాలా రోజుల తర్వాత మాస్ లుక్ లో కనిపించబోతున్నారు ఆడియన్స్ కి ఏదైనా చిన్న చిన్న చిన్న హెసిటేషన్స్ ఉన్నాయా ఆర్ ఫస్ట్ టైం చెప్పగానే అసలు నాకు ఫస్ట్ అలాగే ఫస్ట్ జస్ట్ కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ జస్ట్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ చెప్పాడు ఫస్ట్ సిట్టింగ్ నాకు బాగా నచ్చింది బాగా నచ్చి దెన్ ఇంకా we dare with shooting and all నాకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఉండింది కొంచెం ఉండింది డౌట్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు as a director but as an editor he has done many films so editing sense ఉన్నవాడు differently he'll become he'll become a good director so first two days చూశాను నాకు కొంచెం ఉండే డౌట్ థర్డ్ డే నుంచి ఇంకా హిట్ ఓవర్ థర్డ్ డే నుంచి ఇంకా చాలా కాన్ఫిడెంట్గా తను shot the entire film okay so ఈ క్యారెక్టర్కి వెన్నెల కిషోర్ గారేనా are you have any other options for this గురు క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ నేను విన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పిన పేరు ఈయన పేరే hmm. అప్పుడు అప్పుడు ఐ కాల్ యూ ఆల్సో తర్వాత నితిన్ గారు కాల్ చేశారు తర్వాత వాళ్ళ మేనేజర్ వెంకట్ గారు కూడా కాల్ చేశారు ఫస్ట్ సో మధ్యలో తిని డేట్స్ లేవు అది అనుకున్న ఇది అనుకుని మధ్యలో వేరే వెళ్ళారు బట్ లేదు లేదని మళ్ళీ నేను మళ్ళీ గట్టి పట్టుపెట్టి మళ్ళీ ఇటు వచ్చాను మొత్తానికి పట్టుకున్నారు ఆయన్ని నిజమేనండి అసలు మీ హీరోలు దొరుకుతున్నారు కానీ వెనల్ కిషోర్ గారు దొరకట్లేదని టాక్ ఇండస్ట్రీ అలా అలానే మిత్ బేసిక్ గా అది అంతే ఇంకా ఎందుకు కాల్ నాకు ఎందుకు కాల్ అని అడుగుతున్నాను అంటే మీరు బిజీ ఉంటారు కదా అంటారు ఆయన బిజీ యాక్చువల్గా అంటే ప్రతిసారి మాట నేను ఫీల్ బెటర్ ఓ నేను బిజీ కదా ఏం కాదు చాలా చాలా బిజీ అసలు సెకండ్ హాఫ్ లో ఎక్స్ట్రా ఆర్డర్ సీన్ షూట్ తన డేట్ లేనందువల్ల అదర్ పర్సన్ కూడా లేకుండే అదర్ పర్సన్ డేట్ ఎలా ఉంటాయి లేవు అనడానికి ఒక simple option for example approach అవ్వాలి hmm. శ్యామల గారిని అప్రోచ్ అవ్వాలి ఏమండి ఫైవ్ టు టెన్ మధ్యలో మీకు ఏమైనా డేట్స్ అడగడం ఒక పద్ధతి సిక్స్త్ ఉన్నారా అంటారు సెవెంత్ ఉన్నాను సెవెంత్ దొబ్బదు సిక్స్త్ ఉన్నారా లేరు అయితే కిషోర్ బిజీ అంట కదా అంతే అరే ఒక ఆప్షన్ ఇవ్వండి ఓ ఐదు నుంచి పది ఎందుకంటే five seven eight nine ten అతను లేడు <laughs> ఇంకే పర్సన్ అతను లేడు అందుకే సిక్స్త్ ఉన్నాడంట అందుకే నీకు సిక్స్త్ ఉన్నావు అంటారు లేదంటే ఓ కిషోర్ బిజీ నువ్వు బిజీలో లేకపోతే అదిరిపోయే సీన్ <laughs> ఆప్షన్ లేదు ఏం లేదు అప్పటికి చెప్పే ఫిఫ్త్ రోజు కొంచెం లేట్ అట్లా వచ్చేసి అట్లా సిక్స్త్ ఉన్నావా సో కిషోర్ గారు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అసలు Macherla Niyojakavargam so how it is to you ఇది ఒక రకంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ మామూలుగా నేను ఎప్పుడు చేయలేదు లైఫ్లో కూడా చేస్తాను అనుకోలేదు ఎందుకంటే ఇది అసలు సమధమైన క్యారెక్టర్ ఒక ఈగో అనే క్యారెక్టర్ అనమాట కొన్ని కొన్ని ఇది సాధారణ క్యాజువల్గా నరేషన్తో చెప్పింది కాదు నాకు నితిన్ గారు అండ్ డైరెక్టర్ గారు యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్కి పిలిచి అండ్ ఈవెన్ మూవీ షూటింగ్ అయ్యేటప్పుడు it was like a team work ఒక ఎవ్రీడే షూట్ ముందు కూర్చొని ఇంకేం డెవలప్ చేయొచ్చు so the full credit actually వీళ్ళిద్దరికి ఇస్తాను నేను నిజంగా క్యారెక్టర్ గాడ్ బ్లెస్ లిక్ అయితే మాత్రం ఫుల్ క్రెడిట్ టు డైరెక్టర్ గారు నితిన్ గారు ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ కూడా ఎట్లా చేద్దాము ఏం చేసుకుందాం అని ప్లాన్ చేసుకుని చేసుకుంది అండ్ క్యాటర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఈగో అంటే వియర్డ్ ఈగో అనమాట ఈ పర్సన్ బేసిక్గా not a typical ego person ఇప్పుడు నేను ఒక పర్సన్ ఫోన్ చేయాలంటే కూడా వీడికి ఈగో నేను వాడికి అందుకే వాడికి మిస్డ్ కాల్ ఇచ్చి వెయిట్ చేస్తాడు వాడు చేసినప్పుడు ఆ ఏంటర్ చెప్పు అంటుంటాడు అనమాట సో అలాంటి విచిత్రమైన పర్సన్ అంటే ఇలాంటి ఒక పర్సనాలిటీ యాక్చువల్ నేను ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎన్ఆర్ఐ దగ్గర చూశాను వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసేవాడు ఫోన్ చేసి కరెక్ట్ లెవెన్ ఓ క్లాక్కి సార్ ఫోన్ చేస్తారు ప్లీజ్ సింగిల్ రింగే ఎత్తండి అనేవాడు అంటే సింగిల్ రింగ్ ఎంతండి లేదు ఫీల్ అంటే సెకండ్ రింగ్ అయితే అది అది ఇగో సో అలాంటి కొన్ని స్టేట్స్ మేము వీళ్ళు ట్రై చేసాము ఇందులో మూవీ తీసుకురావడానికి so I hope really it works కానీ నిజంగా అంత ఈగో పర్సన్స్ ఉంటారు ఆ సెకండ్ రింగ్ కూడా అంటే అది కూడా లెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తారు మీరు వెయిట్ చేయండి సింగర్ దింకే ఎత్తండి అంటే so that I'm waiting for his phone call అనమాట అలాంటి కుదురుంటారు అండ్ ఇలాంటి రోల్ మీరు చేయడం వల్ల అంటే ఇట్స్ లైక్ షూటింగ్ లొకేషన్ చేస్తున్నప్పుడే నేను చచ్చిపోయా నవ్వలేక అసలు మళ్ళీ ఈయన ఎలాంటి వాళ్ళు అంటే ఈయన సజెషన్ లోనే మనల్ని నవ్విస్తారు <laughs> మన ఆయన మాత్రం పర్ఫామ్ చేసేస్తారు <laughs> ఎంత కష్టం అండి మీతో యాక్ట్ చేయడం అసలు <laughs> పొగడ్తలుగా తీసుకోవడం అన్ని మీకు మాత్రమే ఎందుకంటే ప్లీజ్ చెప్పండి ఇంకా మనమే మాడుకుందాం వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం ప్లీజ్ <laughs> కొంచెం టైం ఇస్తారు the most wanted most busiest heroine in Tollywood industry now yes ఎన్ని సినిమాలు అంటే బిజియెస్ట్ హీరోయిన్ బిజియెస్ట్ కమెడియన్ నాకు అయ్యో మీరు ఇంకా మీరు అలా అనకండి ప్లీజ్ నేను నేను మరి రోడ్ల మీద ఇందాక పూలు కొనుక్కుంటున్నా రేపు శ్రావణ శుక్రవారంకి ఫోన్ <laughs> చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ <laughs> రోడ్ల మీద పూలు కొనుక్కుంటే పిలిచారు ఇంటర్వ్యూ కంటే అసలు పూల ఎవరు మొగుడు చల్లగా ఉండాలని రేపు పూజ చేస్తారు కదా మీరు వెళ్ళి కొనుక్కుంటారంటే అప్పుడు ఇప్పుడు గారు ఇలాంటి మొగుడు కనుక నాకుంటే రియల్ లైఫ్ లో బా ఇలాంటి బావ నీకుంటే నీ ఎక్స్ప్రెషన్ చెప్పవా ప్లీజ్ ఆల్రెడీ <laughs> బట్ యాక్చువల్గా అంటే ఈరోజు నితిన్ గారు కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఉందని ఐ హ్యాడ్ సమ్ స్ట్రెంగ్త్ నాకు అదర్వైజ్ ఫుల్ డే ఇంకా ఏ పాపని చెప్పింది ఇందాక అస్సలు బాగాలేదు బట్ వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ అంటే నేను కొంచెం యాక్టివ్ అవ్వచ్చు కొంచెం చీరప్ అవ్వచ్చు అని చెప్పి వచ్చారంట మచ్ mm. oh, కాదు కృతి డాన్సులు ఇరగదీస్తారంటగా సినిమాలో అసలు మా మొత్తం ఎడిటింగ్ లో కూడా మాట్లాడుకున్నారు కృతి గారు డాన్స్ అసలు సినిమా సూపర్ సూపర్ సూపర్ ఇంకా నాకు నాకు ఏమీ రాదు అలా ఉండి కరెక్ట్ షార్ట్ వరకు కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు ఏమైతే ఏం చేయొచ్చు అనే యాంగిల్ ఉంటుంది కరెక్ట్ సాంగ్ టైపు షాక్ అరే ఇంకా ఇంకా అలా ఉంటుంది మా మేనేజర్ కూడా యాక్చువల్లీ నాకు ఇప్పటికి గుర్తుంది ఏదో సెట్స్ సాంగ్ ఏదో జరుగుతుంటే బయటకు వచ్చిన అసలు నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది చాలా కామ్గా కూల్గా ఉంటుంది డ్యాన్స్ మాత్రం ఎంత బాబు ఈ చేసిందని అలా ఉంటుంది అన్నమాట అంటే she saves and energy only for the scene and దానికి అనమాట ఓకే ఫస్ట్ నాతో వచ్చి డాన్స్ నాకు ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను బట్ అంత కాన్ఫిడెంట్ కాదు నాకు hmm. పక్కన చేయాలంటే నాకు నాకు భయంగా ఉంది అంటుంది hmm. నేను సార్ లేం రాదు అంటే ఇది అనుకుంటా టేక్ నా తప్పు ఉంటుంది తిని కొంచెం ప్రిపేర్ చేస్తారేమో సైకలాజికల్ కొంచెం మనం ఏమో కొంచెం ఓకే ఓకేలే మనం చింపేద్దాం ఇప్పుడు అనుకున్నాను ఎగ్జాక్ట్లీ <laughs> అంటే ఇప్పుడు మీరు చేసే సాంగ్స్ అన్ని కూడా ఇట్స్ ట్రెండింగ్ కదా అసలు అండ్ అదిరిందేలో కూడా యూ లుకింగ్ సో క్యూట్ అబ్బా ఇంత క్యూట్గా ఉన్నారు కదా ఇంత బాగుందో నిజంగా సో అంటే ఈ క్రెడిట్ uh, ప్రసాద్ మురళ గారిక are uh, to whom you will give అందరికీ అంటే ఐ జెనెటిక్స్ బాబా కూడానా <laughs> <laughs> నిజంగా సినిమా అంతా కూడా అంటే ఈ పోస్టర్స్ కానీ అంటే ట్రైలర్లో కానీ లుకింగ్ రియలీ గుడ్ కానీ ఈ క్యారెక్టర్ ఇది అని ఒక అంచనాకు రాలేకపోతున్నాం అంటే నేను సినిమా చేసా కాబట్టి నాకు తెలుసు బట్ టు ఆడియన్స్ అసలు ఈ అమ్మాయి ఏంటి ఈ సినిమాలో పరిగెడుతోంది చాలా ఆవేశంగా లాస్ట్ ట్రైలర్ కట్లో అండ్ కొంచెం ఇన్నోసెంట్గా ఉంది కొంచెం ఏదో what is your character it it is అంటే కొంచెం ఇన్నోసెంట్ షేడ్స్లోనే ఉంది కొంచెం కామ్ అండ్ అంటే I think this is the character which is most like Krithi అంటే నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటాను అలా ఉంటుంది చాలా షేడ్స్ ఉన్నాయి బట్ అది సీన్ని పెట్టి బయటకు వస్తాయి ఓకే అండ్ మనం ఆడుకునే డైలాగ్స్ ఏమి డైలాగ్స్ అండి నితిన్ గారు అసలు ఒక్క డైలాగ్ వస్తుంటే ట్రైలర్లో జనాలు అరుస్తున్నారు అసలు వా నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఎవరు డైలాగ్స్ తిరు అని రాశాడండి సినిమా dialogues okay director and Thiru ఇద్దరు కలిపి రాస్తారు so entire goes to them both what's your favourite నా ఫేవరెట్ డైలాగ్స్ సినిమా చాలా ఉన్నాయి సినిమా యాక్చువల్ డైలాగ్స్ కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేసినట్టే ఆ డైలాగ్ ఉన్నాయి చాలా అది అబ్బా అది కదా అది అది డైలాగ్ ఇందాక నుంచి ఈయన కూడా అంతే త్రివిక్రమ్ సినిమా దగ్గరలో పంచులు వేస్తున్నాడు <laughs> ఏంటి కృతి చూడు నువ్వే నా మీరు చెప్పండి మీ రోల్ ఎలా అనిపించింది మీకు ఇటు ఇటు వస్తారా మీరు కెమెరా పర్లేదు చెప్పండి మీ రోల్ ఎలా అనిపించింది నువ్వు అంటే నేను నాకు తెలిసి ఇలాంటి రోల్ నేను అసలు అసలు చేయలేదు అసలు అసలు అంటే నేను ఫస్ట్ వెనల్ కిషోర్ గారు కాంబినేషన్ కానీ నేను అనుకున్నాను ఓకే మొత్తం ఆయనే ఉంటారు సరే పక్కన ఏదో డమ్మీగా ఉంటుందేమో క్యారెక్టర్ నో వద్దు నేను చేయను అని అలా చెప్పి అలాగా అలాగా అంటే ఫ్యాక్ట్ మిత్ కాదు <laughs> సో తర్వాత చెప్పి నో క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈక్వల్ um, అంటే ఆపోజిట్ టగఫర్లా ఉంటుంది ఇద్దరికి ఇట్ బి నైస్ అని I felt so happy and నేను భయపడ్డా అమ్మో ఈయన ఎలా ఉంటారో అని చెప్పి యూజువల్గా సీనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం <laughs> మీరేనండి మీరే ఇప్పుడు ఏదో టూ ఇయర్స్ రిటర్న్ ఎప్పుడు వచ్చాను నేను మీరు ఎప్పుడు వచ్చారు మన ఇద్దరం కలిసి ఎవరు సినిమా చేసాం తెలుసా అవును కదా సీనియర్ మీరు సీనియర్ నేను ఎక్స్పీరియన్స్ వైస్ కూడా మీరు ఎన్ని సినిమాలు చేశారండి ఎవరిని వద్దులేండి ఇప్పుడు సలహా సీనియర్ చాలా మిక్స్ అండి చెప్పాలి ఇప్పుడు అది అందుకోసం ఆయన ఓ ఐ గాట్ అంటే అదో దెబ్బ వెలుగుజం అదో దెబ్బ సీనియర్ అంటే ఎన్నండి ఇవాళ నాకు రేపు మొత్తం తమ్ముడు ఒక రెండు మంచి మాటలు మాట్లాడండి చెప్పండి నిజంగానే చాలా నా భయం మొత్తం ఫస్ట్ షార్ట్ తర్వాత అయిపోయింది యు ఆర్ సో రియలీ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది మీద వర్క్ చేయడం నిజంగా ఇది ఒకసారి మళ్ళీ మళ్ళీ వేసుకోండి <laughs> నిజంగా thank you thank you so much for giving me that space and మన సినిమాలో నెక్స్ట్ మాడుకోవాల్సింది సాంగ్స్ ఒక్క సాంగ్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ మిలియన్ చిన్న నెంబర్ కాదు అసలు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ అంటే ఎప్పుడు జయము ఎప్పుడు మార్చుల నియోజకవర్గం బట్ స్టిల్ పాట వినబడగానే ఆ బీట్ ఆగట్లేదు అసలు కదా సో ఒకసారి ఏపిద్దాం కిషోర్ గారితో చేయొచ్చు కదా అందరు చేశారు మీరు ఒక్కళ్ళు మిగిలిపోయారు ట్రై <laughs> చేయొచ్చు కదా అది చూపిద్దాం ఓ దానికి సెపరేట్ రెమ్యూనరేషన్ సారీ థియేటర్లో చూపిద్దాం డైరెక్ట్ ఆ సాంగ్ లో చాలా చాలా చాలా బాగా చేశారు కొంచెం ముక్ చూపి అదే అనుకున్నా నాకు డేట్ చెప్పలేదు ఈయనకు చెప్పారే అని ఓకే సరే తొక్కేసారు ఏమో అనుకున్నా నో అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా he'll be travelling with you కదా అంటే ఫస్ట్ హాఫ్ ఉంటాడు సెకండ్ ఉంటాడు బట్ ఆమె క్యూరియస్ పాయింట్ ఏంటంటే ఆమె పిలుపులే కదా చాలా మొత్తం ఉంటాడు అంత ఉండలే జస్ట్ ఒక మధ్యలో అలా కనబడుతుంది మామూలుగానే అడిగా సెకండ్ హాఫ్ మాక్సిమం మొత్తం మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంటుంది ఇదిగో మరి అదే అసలు మరీ దొరికిచ్చేస్తున్నారు ఇవాళ కాదు రాజప్ప క్యారెక్టర్ గురించి అసలు మనం మాడుకోలేదు సముద్ర టెరిఫిక్ జాబ్ సినిమాలో it was great working with and సినిమా విలన్ ఆయన చేయడం వల్ల సినిమా చాలా హెల్ప్ అవుతుంది సినిమాకి so very thank you lot and about రాను రాను మళ్ళీ చేయడం ఎలా అనిపించింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు విన్నప్పుడు అప్పుడు డ్యాన్స్ అప్పుడు నాకు ఎలాంటి మూడ్ ఉందో అప్పుడు ఎలాంటి ఎనర్జీ ఉందో మళ్ళీ ఆ పాట విన్నప్పుడు మళ్ళీ అలాంటి ఊపే వచ్చింది నాకు సో అప్పుడే అనుకున్నా ఈ song will become very big hit అని అదే ఊపు ఇప్పుడు జనంలో వచ్చింది అందుకే song is it's it is like creating records so really thank RP Patnaik garu అప్పుడు పాట అండ్ ఇప్పుడు సాగర్ని ఈ పాటను ఇంత బాగా కొట్టినందుకు మళ్ళీ remix I thank them both a lot And even Johnny Master Guru. No, sorry, yeah. Um, and Johnny Master. Tana, relation because yeah. they yeah. go away. Long way, yeah, yeah. తను కూడా అసలు డ్యాన్స్ చాలా బాగా చాలా వేశాడు అంటే ఇవాళ రేపు ఒక్క స్టెప్ తో మొత్తం సాంగ్ కి మంచి హైప్ వస్తుంది రెగ్యులర్ మూవీస్ చూసుకుంటుంటే ఒక హుక్ స్టెప్ తో it's going like million million views and అది కూడా ఈ సినిమాకి <laughs> కదా చేయొచ్చు కదా మీరే చేయొచ్చు బాబు సగం చేసేది <laughs> మీరే చేస్తే అయిపోయింది అయ్యో జస్ట్ మిస్ మరి అదే మన ఇద్దరం చేద్దాం అదంతా ఫినిష్ మన ఇద్దరం చేద్దాం <laughs> రండి కిషోర్ గారు మన ఇద్దరం చేద్దాం పర్లేదు హెల్త్ బాగాలేదండి కాదు ఇలా కూర్చొని చేయడానికి కూడా హెల్త్ బాగాలేదా మీకు వైరల్ ఇప్పుడు జస్ట్ టూ మినిట్స్ వచ్చింది <laughs> ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు మీరు మాట్లాడితే మరి చేస్తారేమో చూడాలి సినిమా అంతేనండి ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ చాలు ఎందుకంటే ఆగస్ట్ ట్వెల్త్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు ఎస్ సో చాలా చాలా చాలా బాగుంటుంది సినిమా యూ విల్ ఎంజాయ్ అంటే out and out commercial action entertainer with cute love story in it so yes please go watch in theatres releasing on August twelfth Macherla నియోజకవర్గంలో కలుసుకుందాం